పెద్ద బాలల దినోత్సవం ఆంజనేయులు ఒక పెసరట్టు పట్రా అప్పాజీ గారు మీరేనా డైలీ మీరు తింటున్న ఫ్రీ ఫుడ్కి బఫుల్లా బలవాలి కానీ సడన్గా ఇలా సింక్ అయిపోయారేంటి నీకు ఐసైడ్ సరిగా ఉన్నట్లేదు సింక్ అయింది నేను కాదు నువ్వు మిగిలిపోయినవన్నీ తిన్నా నీ ఒంటికి వంట పట్టలేదనుకుంటా అంటే నా కళ్ళు పెద్దవి మీరు చిన్నగా కనబడుతున్నారా ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి ఎక్కువగా మాట్లాడితే గురివింద సామెతను గుర్తు చేయాల్సి ఉంటుంది నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకో అరే అంజి సార్ వాడు మీకు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పొట్టిగా అవుతున్నదా ఏంది సార్ వాడు చిన్నపిల్లల మాదిరి అయిపోయి ఉండారే అప్పాజీ గారు మీరు చిన్నపిల్లవాని మాదిరి అయిపోయి ఉండారే నా సంగతి సరే నువ్వు ఇలాగే తగలడ్డావు సడన్ గా ఇలా ఎలా అయ్యాం మన సంగతి సరే ముందు అమృతంగాడు ఎలా ఉన్నాడో చూద్దాం పదండి చూద్దాం పదండి అమృతం అమృతం నిద్రపోనిరా రే ఒక్కసారి లేచి మమ్మల్ని చూడరా ఎవరిని నన్ను అప్పాజీని సర్వాన్ని రోజు చూసే మొహాలే కదరా ఏమిట్రా నీ నసా ఏమిట్రా మీరు ఇలా తయారయ్యారు మేం మాత్రమే కాదు నువ్వు కూడా అమ్మో ఇలా వచ్చిందేంటి విచిత్రంగా అయితే అది కలయి ఉంటుంది ఆ! కలే కల కానిది నిజమైనది అమ్ము లేచవా సంజు నువ్వు బాగానే ఉన్నావా ఆ చెవట్లు నీ వాలకం చూస్తుంటే నువ్వు బాగున్నావా ఏమైందమ్ము ఏదో పిడకల సడన్ గా అందరూ చిన్నపిల్లలు అయినట్టు గొంతులు మాత్రం ఇలాగే ఉన్నట్టు పట్టపగలు పడుకుంటే ఇలాంటి పిడకల్లే వస్తాయి పీడకలేం కాదులే అయినా నేను అంజీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో మళ్ళీ ఇంకోసారి చూసుకోగలిగాను అన్నట్టమ్ము మన చిన్నోడు ఎలా ఉన్నాడో నాకు చూడాలనిపిస్తుంది ఏంటి అప్పుడేనా మొన్నే కదా దీపావళికి వెళ్ళొచ్చాం పొదస్తమానం తిరగాలంటే ఛార్జీలు ఎన్ని అవుతాయి పిల్లాడి దగ్గర కూడా పీనాస్తానవేనా కా- కావాలంటే ఫోన్ చేసి మాట్లాడు మొన్న ఎలాగ వెళ్ళొద్దాం ఓకే అప్పాజీ గారు ఓహో లేబర్ కమిషనర్ గారా సడన్ గా పిల్లలందరినీ వెంటేసుకొచ్చాడు ఎందుకేంటుందబ్బా పిల్లలు రండి రండి ఏమిటండి ఇలా వచ్చారు మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి పర్లేదు చెప్పండి కూర్చోండి వైజాగ్ నుంచి ఓ ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువగా ఉన్నారట జస్ట్ ఫోర్ డేస్లో వాళ్ళని పట్టించి బాల కార్మికుల్ని విముక్తులను చేసి వస్తాను మావిడ కూడా ఊరెళ్ళింది ఈ నాలుగు రోజులు మా పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అయ్యో ఎంత మాట నా పిల్లలా చూసుకుంటాను అయినా వైజాగ్లో లేబర్ ఆఫీసర్ ఉంటాడు కదా అంత దూరం మీరు వెళ్ళాలా చైల్డ్ లేబర్ యాక్ట్ ఉల్లంఘించే వాళ్ళు రాష్ట్రంలో ఏ మూలనున్నా స్వయంగా పట్టి శిక్షించే వరకు నిద్రపోను ఈ వెయ్యి రూపాయలు మా వాళ్ళ ఖర్చులు <laughs> కొంచండి మీరు మరేనో నాలుగు రోజులు కూడా డబ్బులు ఇవ్వాలా మీకు మరీ మోమాటం ఎక్కువ సరే ట్రైన్ టైం అయింది వస్తాను ఏమిటి మాటకి మరీ అంతలు ఇచ్చేశాడు మహాకర్కోటకుడిలా ఉన్నాడు వీడి చేతుల్లో పడ్డాడు ఫినిష్ అప్పుడే ఫుడ్ కోసం ఫైటింగ్ సా <laughs> ఎంతైనా లేబర్ కమిషనర్ పిల్లలు కదా అన్ని లేబర్ బుద్ధులే వచ్చుంటాయి <sighs> మొహమాటానికి పోయి వెయ్యి రూపాయలు వద్దన్నాను ఇప్పుడు ఈ పోతుల్ని నాలుగు రోజులు భరించడం అంటే భయం వేస్తోంది ఏదో ఒక మాయ చేసి వీళ్ళ నా అమృత విలాసులో వేస్తే <gasps> అదే కరెక్ట్ ఆహా అయితే వాడు అల్లరి ఆకాశం అంటుందన్నమాట ఓకే ఓకే ఉంటాను నాన్న బాబు జాగ్రత్త బాబు ఫోన్ చేసావా రే ఏటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటావు మన బాబు చేసే అల్లరి విని నవ్వు ఆపుకోలేకపోతున్నానమ్ము ఏమిటి అప్పుడే అంత పెద్దోడైపోయాడా ఆ, మా నాన్న మీసాలు కూడా తగలబెట్టిపోయాడంట ఏమిటి మా మా మామగారు మిసాలే నేను చేయలేని పని మా వారసుడు చేస్తున్నాడు అనమాట చాలే ఊరుకో నువ్వు చేస్తుంటే మా నాన్న నిలువునా చీరేసేవాడు వాడంటే చిన్నోడు కాబట్టి సరదాగా తీసుకున్నాడు ఇంకేం చేస్తున్నాడు ఏం చేయలేదని అడుగు వాడల్లరింటుంటే వింటుంటే ఎంతో ముచ్చటేస్తుంది ఇల్లు పీకి పందిరేస్తున్నాడంట <laughs> వెంటనే ఇక్కడ తెచ్చేసుకుందామా దేనికి ఎవరు హెల్ప్ లేకుండా మనం రెగ్యులర్గా ఇల్లు పీకి పందిరేస్తున్నాంగా అమ్ము సీరియస్గా మాట్లాడు బాబుని తెచ్చేసుకుందాం అమ్మో వాడల్లరి భరించే టైం ఓపిక నాకు లేదు వద్దు వాడక్కడ ఉన్నాయి అంటే నువ్వు భరించలేవు గాని మా నాన్న భరించాలా ఆయనకు పనే ఉంది గంభీరంగా అరవడం గుబురుగా మీసాలు పెంచడం తప్ప I'm such busy person that I can bear అల్లర్ పిల్లల్స్ పిల్లలు అన్నాక అల్లరి చేయకుండా ఉంటారా ఇక్కడ ఉండాలంటే అలాగే ఉండాలి అలాంటి విషయాలు అస్సలు తొందరపడకూడదు అందుకని ఎన్నాలైనా అక్కడే ఉంచుతావా ఉంచుతా నడిచే వయసు వచ్చినా వచ్చినా కాలేజ్ వయసు వచ్చినా వచ్చినా పెళ్లి వయసు వచ్చినా వచ్చినా అమ్ము నిన్ను చచ్చినా పిల్లలు ముద్దు ముచ్చట్లు మురిపాలు బతికెందుకు కరెక్ట్ గా చెప్పావు అమ్మాయి అసలు పిల్లలు లేని ఇల్లు ఇల్లేనా అని కరెక్ట్ గా వచ్చారు అప్పాజీ గారు రాంగ్ గా వచ్చారు అప్పాజీ గారు ఏమిటయ్యా రాంగ్ ఆ? ఇల్లు అన్న తర్వాత పిల్ల పీచు ఉండరా ఉండొచ్చండి బట్ గుడ్ బిహేవియర్ ఆహా ఆ మంచి చెడ్డలేవో మనం నేర్పేవే అసలు పిల్లల గురించి చాచా నెహ్రూ ఏమన్నాడో తెలుసా ఓ పిల్లలు దేవుడు చల్లని ఓరే అది ఏ దాశరథో ఆరుద్రో సినిమా కోసం రాసిన పాట నేటి బాలలే రేపటి పౌరులు అన్నది నెహ్రూ గారి మాట ఈ పౌరుడికి అది అర్థమవుతున్నట్లేదు ఏమిటి అర్థమైంది పిల్లల వల్ల పెద్దలు ఎంత సఫర్ అవుతున్నారు నీకు తెలుసా నువ్వు ఎప్పుడు వన్ సైడ్ గానే ఆలోచిస్తావు పిల్లల వైపు నుంచి కూడా ఆలోచించు వాళ్ళు పెద్దవాళ్ల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది ఏమిటప్పాజీ గారు ఎప్పుడు వన్ సైడ్ మాట్లాడేవారు ఈ రోజున సెకండ్ సైడ్ కూడా మాట్లాడుతున్నారేమిటి కొంప తీసిదేమన్నా డబుల్ గేమా డబుల్ గేమ్ కాదయ్యా సింపుల్ గేమ్ నువ్వు ఒకసారి ఆడు చూడు నువ్వో రెండు రోజులు పిల్లోడిలా ఉండు పిల్లలు పెద్దోళ్ళలాగా ఉంటారు ఎవరిది కష్టం ఎక్కువ నీకే అర్థమవుతుంది ఏమిటి ఛాలెంజా ఛాలెంజే డెఫినెట్గా పిల్లలే అంటారు పెద్దవాళ్ళ మా వల్ల కాదని ఏమిటి పందెమా పోటీకి పందానికి నేను ఎప్పుడు వెనకాడను పిల్లల జీవితం ఎంత ఖుషీగా ఉంటుందో నేను ప్రూవ్ చేస్తాను నేనే గెలుస్తాను సరే ఓ నలుగురు పిల్లల్ని అరేంజ్ చేస్తా రెడీనా ఓ నేను ఎప్పుడు రెడీ ఇంతకి పిల్లలేరు వేర్ ఆర్ ది చిల్డ్రన్ అరే భలే వచ్చారు సింక్లో నన్ను నెగ్గించడానికి ప్రత్యక్షమైనట్టున్నారు <laughs> సరే ఈ రెండు రోజులు మీరు పిల్లల్లా నటించాలి పిల్లలు పెద్దవాళ్ళలా నటిస్తారు ఏమా వింటున్నావా ఇప్పటి నుంచే మొదలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ బాబు అమృతం చిటికొండ లేనా లేమ్మా మూలిగించాలా ఎవరి టైంలో మేమే మీ మమ్మీ డాడీ అప్పుడే తెల్లారిందా నాలుగే కదా అప్పుడే లేపేశారేమిటి చదువుకుంటావని అసలే పరీక్షలు కూడాను రంగురంగులుగా కనిపిస్తున్నాయి ఓ చదువుతున్నాను టీవీ ముట్టుకుంటే చంపేస్తాను టీవీ చూసినా చంపేస్తాను వాసన చూసినా చంపేస్తాను త్వరగా రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళు అమ్మా ట్యూషన్ అయిపోయింది అయితే ఇప్పుడు హోంవర్క్ చేయి అయిపోయింది గుడ్ ఇప్పుడు చెస్ కోచింగ్ మమ్మీ Hey! ఏం మాస్టర్ రాంగ్ ప్లే కాదు reverse play oh game over నిజంగానా ఏ అమ్మయ్యా అన్ని పనులు అయిపోయాయి ఇక నేను హాయిగా హ్యాపీగా రిలాక్స్డ్గా కామిక్స్ చదువుకోవచ్చు లైట్స్ ఆఫ్ పొద్దున్నే నాలుగింటికి లేవాలి పడుకో ఉత్తనే ఆడకూడదు ఏ పనైనా కోచింగ్ చదువైనా గేమ్ అయినా coaching coaching coaching coaching teaching preaching అయితే నేను క్రయింగ్ మమ్మీ ఎగ్జామ్స్ అయిపోయాయి ఆడుకుంటానమ్మా ఓకే వెళ్ళి ఆడుకో హాయ్ ఏ ఓ ఫైవ్ మినిట్స్ మీ పేరా బాగుంది చీ మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామా ఎవరే అమ్మాయి నీ క్లాస్మేటా కాదు గర్ల్ ఫ్రెండ్ నీకు అప్పుడే గర్ల్ ఫ్రెండా నీకు అప్పుడే బాయ్ ఫ్రెండా కాదు న్యూ ఫ్రెండ్ ఆడించాలే ఇంకొచ్చి చదువుకోండి ఇప్పుడే ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయింది కదా అవి మిడ్ టర్మ్స్ ఇంకో మూడు నెలల్లో టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ రండి పదా పదండి ఈ పెద్దవాళ్ళలా ఉండడం చాలా కష్టమే ఎప్పుడు వీళ్ళు చదువుతారో లేదోనని కాపలా కాయలేక చచ్చిపోతున్నాం నాది డ్రాప్ థ్యాంక్ యూ ఏమోయ్ నా ఆట బాగుంది నువ్వు డ్రాప్ చేసి వెళ్ళి అమ్మాయి చదువుతుందో లేదో చూసిరా డ్రాప్ సంజు లే జోకర్ కాడే త్వరగా ఏంట్రబ్బా ఇలా వచ్చావు రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఏమిటిది అలవాటైపోయింది రెండు రోజులు చూస్తున్నాను మొత్తం అంతా వన్ సైడ్గా చేస్తున్నారు పెద్దోళ్ళంటే కేవలం పిల్లల్ని చూసుకోవడమేనా బాధ్యతకు పనిచేసి సంపాదించుకోవడం ఉండదా మీరు అసలు పనే చేయరా పెద్దోడుగా పనిచేయాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది పదండి హోటల్లో తలా ఓ పని అందుకుని చేసి చూపెట్టండి ఈ దెబ్బతో మనం గెలవడం ఖాయం ఏమనుకుంటున్నారు మనం అంటే దేశముదర్లం హలో అప్పాజీ గారు ఇదేమిటండి వైజాగ్ వెళ్తా ఉన్నారు మా ఇంట్లోంచి వస్తున్నారేమిటి అలా వెళ్ళాను ఇలా వచ్చేసాను ఓహో మరి నాలుగు రోజులు ఉంటా ఉన్నారు చెప్పాను కదండి పట్టు పడితే శిక్ష పడేదాకా వదలనని రెండు రోజుల్లో పిల్లలతో పనిచేస్తున్న నలుగురిని జైల్లో తోయించి ఒకరోజు ముందే వచ్చేశా ఎంతైనా మీరు అఖండులండి మా పిల్లలు ఎలా ఉన్నారండి వాళ్ళకేమండి ఆడి ముచ్చేలా ఉన్నారు మట్టిలో మాణిక్యాలు మీ పిల్లలు ఏరి నా బంగారు కొండలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం అమృత విలాస్ రిసార్ట్స్ కు పంపించాను ఆహా వెళ్ళి తీసుకొద్దాం మీరు కూర్చోండి నేను ఇప్పుడే రెడీ అయ్యేస్తాను వస్తాను సారీ రండి ఇక్కడే మా పిల్లలేమి ఇబ్బంది పెట్టలేదు కదా ఇబ్బందా రాజాలండి మీ పిల్లలు ఇక్కడికి వచ్చాక స్లీప్ లేకుండా గేమ్సే గేమ్స్ గేమ్సే గేమ్స్ <laughs> రండి ఒకటే గేమ్స్ ఎరా లేబర్ కమిషనర్ పిల్లలతో చిల్డ్రన్స్ డే నాడు చైల్డ్ లేబర్ చేయిస్తావా నీకున్నాయి గేమ్స్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ